మన ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి కొద్ది మనం మనం అందరం ఈ రీతిగా కలుసుకున్నాం ప్రియులరా మరి ఈ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి కృపావాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానించుకుందాం మతిస్వార్త ఐదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన మనం ధ్యానించుకుందాం మీ పరలోకపు తండ్రి పరిష్ పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ చక్కని మాట చెప్పబడుతుంది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని అంటున్నాడు మన పరలోకపు తండ్రి ఎవరు మన సృష్టికర్త మనల్ని స్వయాన తన స్వహస్తములతో చేసి ఆయన జీవాయువుని ఊది ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు కనుక మనం ఆయన కుమారులమయ్యాం ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు అంతేకాదు ప్రియులారి యోహోను రాస్తూ అంటాడు యోహోను రాసిన ఆ సువార్తలో మొట్టమొదటి అధ్యాయంలో తను ఎందరంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను అని అంటున్నాడు ప్రియులారా మనము దేవుని పిల్లలము మనకి దేవుడికి ఈ భూమి మీద సమస్త సృష్టి మీద అథారిటీ ఉంది అధికారం ఉంది ఆ రీతిగానే దేవుని పిల్లలమైన మనకు కూడా ఈ సృష్టి మీద అధికారం ఉంది అథారిటీ ఉంది కనుక తండ్రి అయిన దేవుణ్ణి మనమేదో ఆయన బాస్గా లేకపోతే మనం ఏదో సర్వెంట్స్గా దేవుడు ఎప్పుడు చూడండి ఆయన మనల్ని కుమారులుగానే స్వీకరిస్తాడు కుమారులుగానే ప్రేమిస్తాడు తండ్రి తన బిడ్డల ఎడల గారవించినట్లు దేవుడు మన ఏళ్ళ గారవిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనలాగా చేసుకోవాలని ఆయన సంకల్పం కనుక ప్రియులార తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన అపరాధ పరిహారార్థ చెల్లించడం ద్వారా ఆయన రక్తం ద్వారా మనమందరం కూడా పరిశుద్ధులుగా తీర్చిదబడటానికి దేవుని సంకల్పం అంతేకాదు మనం క్రీస్తు వలె పరిపూర్ణులుగా ఉండటానికి మరి కొందరు నపోస్తులుగాను గాను స్వార్థికులు స్వార్థికులుగాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు సంఘక్షేమం కోసం ప్రియులారా కాబట్టి మరి కొన్ని విషయాలను ఇక్కడ మనం చూసినట్టే నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పండి మాట మీరు విన్నారు కదా నలభై మూడు వాళ్ళు ఉంది నేను మీతో చెప్పున్నదేమగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడు అని అంటున్నాడు ఓకే మనం దేవుని కుమారులు అని ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా కాబట్టి దేవుని కుమారులు అని మనం చెప్పటానికి ఇంకో కారణం ఏంటంటే మన పొరుగు వారిని ప్రేమించటమే కాదు అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ప్రేమించటం కాదు మనల్ని ప్రేమించిన వాళ్ళని మనల్ని పట్టించుకొని వాళ్ళని మన మీద శత్రుత్వం కలిగిన వాళ్ళని మన శత్రువులను మనం ప్రేమించినప్పుడే పరలోక తండ్రికి మనం కుమారులై ఉంటాం కనుక మన శత్రువులు కూడా మనం ప్రేమించాలి ప్రియులారా అది చేయాలి మనం మన శత్రువులు మనం ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో మన శత్రువుల గురించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో ఖచ్చితంగా దేవుని వారసత్వంలో మనకు కూడా పాలి ఉంది అర్హత ఉంది ఆ రీతిగా మనం ఎప్పుడైతే చేయగలుగుతాం అప్పుడే పరిపూర్ణులు అవుతాం కాబట్టి ప్రియులారా మరి ఆ రీతిగా ఆ వాక్యానికి అర్థమయ్యి ఉన్నది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అని అంటున్నాడు కాబట్టి మన శత్రువులను ప్రేమిద్దాం సాధ్యమైనంత మటుకి సమస్త మనుషులతో సమాధానముగా ఉందాం మీరు ఎవరినైనా పలకరించలేదేమో శత్రుత్వం కలిగి ఉన్నారేమో లేకపోతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారేమో అయినా మీరు ప్రేమించండి వారిని వారి గురించి ప్రార్థించేయండి ఖచ్చితంగా మీరు పరిపూర్ణులు అవుతారు దేవుడు మీ అందరిని దీవించిన కాక దేవుడి పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి మీ వినికిడిలో మీకును ఆశీర్వదకరంగా ఉండును కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పర్లోక తండ్రి మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదారని చెప్పారు ఎప్పుడైతే తండ్రి మీ రక్తంలో కడగబడ్డాం మేము మీ కుమారులుగా అయ్యాం అయితే ఇంకా మీ కుమారులుగా మేము పిలువబడాలంటే ఈ లోకంలో మా శత్రువులు ప్రేమించాలి అట్టి మనసును మాకు దయచేయండి అప్పుడే మేము పరిపూర్ణులు అవుతాం మా ప్రియులు కూడా ఆ రీతిగా సమస్త మనుషులు సమాధానంగా ఉండటానికి వారి హృదయాలను సిద్ధపాటు చేయండి ఈ వాక్యములను ప్రతి హృదయంలో తాకండి తాకనిచ్చి వారి కార్యములు జరిగించండి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులు బిడ్డలందరం దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యములను వీక్షిస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తాకండి వాక్యములను వీక్షించే ఆ యొక్క మరి ఆ యొక్క సమయాన్ని ఇచ్చేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం బలపరచమని ఏసు పరిశుద్ధనాం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైనేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడయండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రత్యేకంగా మరి దేవుడు మీ అందరిని దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక మీ కుటుంబాలను వర్ధలు చేయనుగాక తద్వారా మీ అందరూ మీ శత్రువులను ప్రేమించి తద్వారా వారి గురించి ప్రార్థన చేసి వారికి భోజనం సిద్ధపాటు చేసి వారిని మీ ఇంటికి ఆహ్వానిస్తారని నమ్ముతున్నాను దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్